hello everyone welcome to Achievers Academy friends ఈరోజు మనం భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ గురించి నేర్చుకోబోతున్నాం మనందరికీ తెలుసండి జూలై ఒకటో తారీఖున భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది మన తెలంగాణలో రామగుండంలో ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో పూర్తి ఫుల్ కెపాసిటీతో తనను తాను కి తీసుకొచ్చుకుందన్న విషయాన్ని మనం చూసామండి ఎంత అంటే దీని యొక్క సోలార్ పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే దీని యొక్క పూర్తి కెపాసిటీ వచ్చేసి హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ అండి ఎంత అండి హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ లాంచ్ వల్ల మన పూర్తి దక్షిణ భారతదేశంలో దాదాపు రెండు వేల పదిహేడు మెగావాట్ల సోలార్ ఎనర్జీ అది కూడా ఫ్లోటింగ్ సోలార్ కెపాసిటీ మనము పొందగలిగామన్నమాట సో ఈ అంశాన్ని సైతం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో ఇంపార్టెంట్ విషయం కనుక ఇక్కడ చూసినట్టయితే సరే మరి తెలంగాణలో హండ్రెడ్ మెగావాట్స్ ఉంటే మిగిలినటువంటి నూట పదిహేడు మెగావాట్లు ఎక్కడెక్కడ ఉంది మన దక్షిణ భారతదేశంలో అని కనుక చూసినట్టయితే ఇటీవల కాలంలో మీరు న్యూస్లో వినుంటారండి మన సింహాద్రిలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సింహాద్రిలో ఇరవై ఐదు మెగావాట్ల సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ని నిర్మించాము అదే కాకుండా కేరళలో కయ్యం కులంలో ఎంత అండి దాదాపు తొంభై రెండు మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ని మనం అక్కడ కూడా నిర్మించుకోవడం జరిగిందనమాట సో ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ల యొక్క ముఖ్యమైన విషయానికి వస్తే ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ hundred megawatt solar power plant కనుక చూసినట్టయితే దీనిని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అనే పిపిపి పద్ధతి ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతి ద్వారా మన బిహెచ్ఈఎల్ వారితో దాదాపు నాలుగు వందల ఇరవై మూడు కోట్ల వ్యవధితో నిర్మించినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ అండి దాదాపు ఐదు వందల ఎకరాల రిజర్వాయర్ మొత్తం విస్తీర్ణలో దీన్ని మనం నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు పిక్చర్ లో కనుక చూసినట్టయితే ఈ పిక్చర్ లో ఇక్కడ ఒక్కొక్క బ్లాక్ అంటాం అనమాట ఇలా సెగ్రిగేట్ చేసి ఉన్నాయి చూడండి వీటిని బ్లాక్స్ అంటాం అలా పూర్తిగా ఈ లో రామగుండంలో ఉన్నటువంటి ఈ లో దాదాపు నలభై బ్లాక్లు ఉన్నాయండి ఒక్కొక్క బ్లాక్ ఇలా ఒక్కొక్క బాక్స్ ఏదైతుందో ఒక్కొక్క బ్లాక్ రెండు పాయింట్ ఐదు మెగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది అదే కాకుండా ఒక్కో బ్లాక్ లో ఇలా ఒక్కో బ్లాక్ లో దాదాపు పదకొండు వేల రెండు వందల సోలార్ మాడ్యూల్స్ ఉన్నాయండి సో అటువంటి డేటాని కూడా మీరు గుర్తుంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అనమాట సో ఇదన్నిటితో పాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే అండి ఇది పూర్తిగా నీటిపైన తేలియాడే రూపంలోనే నిర్మించడం జరిగింది దీనిపైన ఇది భారతదేశంలోనే మొట్టమొదటి సుపీరియర్ టెక్నాలజీతో కలిగినటువంటి అండి దీంట్లో సర్క్యూట్ బ్రేకర్స్ కానివ్వండి దాన్ని కంట్రోల్ చేసే మాడ్యూల్స్ కానివ్వండి ఇన్వర్టర్లు కానివ్వండి లేదంటే ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి అన్నీ కూడా నీటిపైనే తేలియాడుతూ ఉంటాయి అవి నీటిపైన తేలియాడేదందుకు గాను హై డెన్సిటీ పాలీ ఎథిలిన్ అనే మెటీరియల్ తో ఈ యొక్క సోలార్ మోడల్స్ అనేటివి తేలేలా చేశామన్నమాట ఇవే కాకుండా ఇదే high density polyethylene module తో మనం వీటిని కిందకి వేట్స్ ద్వారా వాటిని కదలకకుండా చేసేందుకు స్టేబుల్ గా ఉంచేందుకు మనం ప్రయత్నించాం చెప్పాను కదండి ఒక్కో ఈ యొక్క పూర్తి సోలార్ ప్లాంట్ నుంచి పవర్ అనేది అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దాదాపు ముప్పై మూడు కిలోవాట్ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా ఈ పవర్ అనేది మనం సరఫరా చేస్తూ ఉంటాం చెప్పిన విషయం చాలా ముఖ్యం it's a unique in sense of all ఎందుకు యునీక్ అండి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానివ్వండి ట్రాన్స్ఫార్మర్ ఇన్వర్టర్లు HD panels supervisory control data acquisitions ఇవన్నీ కూడా నీటిపై తేలియాడుతూనే కనిపించేటటువంటి అతి కొద్ది ప్రాజెక్ట్స్ లో మన తెలంగాణకు చెందినటువంటి ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఎన్టీపీసీ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎవరండి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ భారతదేశంలోనే అతిపెద్ద పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఏది అంటే మన ఎన్టీపీసీ అనే ఈ సంస్థనే ఇది ఒక మహారత్న కంపెనీ అండి ఇది ఒక మహారత్న కంపెనీ అన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ వలన ఎన్నో ఎన్విరాన్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అంటే ప్రకృతి పరంగా చూసినట్టయితే మనం దాదాపుగా దాదాపుగా వలన వాటర్ ఎవాపరేషన్ నీటి ఆవిరి ఎక్కువగా వేస్ట్ అవ్వడం ఉంటుంది కదా దాన్ని తగ్గించుకోగలమండి చూడండి evaporation rate of water bodies is reduce అదే కాకుండా మనము ఇలాంటి సోలార్ మాడ్యూల్స్ పెట్టేందుకు గాను ల్యాండ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు మినిమైజ్ ద ల్యాండ్ రిక్వైర్మెంట్స్ అదే కాకుండా ఇలా ఎవాపరేషన్ తగ్గించడం వల్ల ప్రతి సంవత్సరానికి గాను దాదాపు ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల క్యూబిక్ లీటర్ల వాటర్ క్యూబిక్ మీటర్ల వాటర్ ని మనం సేవ్ చేసుకున్న వారం అయి ఉంటాం అలానే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేటివి పైన తేలియడం వల్ల అక్కడ టెంపరేచర్ అనేది చల్లగా ఉండడం వల్ల ఎఫిషియన్సీ అనేది కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అదే కాకుండా ఇటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్ వల్ల మనం భారతదేశంలో థర్మల్ ఎలక్ట్రిసిటీ లేదా కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీలో దాదాపు సంవత్సరానికి గాను లక్ష అరవై ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది తద్వారా మనము మన పూర్తి కి రెండు లక్షల పదివేల టన్నుల బొగ్గు పులుసుని లేదా కార్బన్ ని విడుదల చేయకుండా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కేవలం ఎన్వైరన్మెంటల్లీ ఎకనామికల్లీ ఇలా అన్ని విధాలుగా మనకి కేవలం ఒక్క విధంగానే కాకుండా అన్ని విధాలుగా మనకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి ప్రాజెక్టే మన ఈ తెలంగాణకి చెందినటువంటి భారతదేశంలో ఎన్టీపీసీ వారు మరియు పిపిపి పద్ధతిలో బిహెచ్ఎల్ e వారితో కలిసి నిర్మించినటువంటి hundred megawatt solar floating power plant గురించి మనం నేర్చుకోక తప్పదు so friends I hope you understood our class thank you for watching our video this is Nikhil from Achievers Academy thank you